దేవుని నామమునకు మహిమ కలుగునుగాక పూర్వపు దినాల్లో సైంటిస్టులు ఈ స్పేస్ విశ్వం గురించి అనేక పరిశోధనలు చేస్తూ ఉండేవారు అయితే పరిశోధనలు చేస్తున్నప్పుడు అక్కడికి అనేక మంది మనుషులు యాస్ట్రోనర్స్గా అక్కడికి వెళ్ళి చంద్రుని మీదకి వెళ్ళి ఎన్నో పరిశోధనలు చేసినట్లుగా చరిత్ర మనకి నేర్పిస్తూ ఉంది అలా ఒకసారి సైంటిస్టులు గ్యాస్ సిలిండర్ని పంపాలని ప్లాన్ చేసినప్పుడు మరి అక్కడికి వెళ్ళి అక్కడ విషయాలన్నీ కూడా రాయడానికి పెన్ ఉపయోగించాలని ప్రయత్నించారు అయితే మరి పెన్ అక్కడికి వా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెన్ను వాడినప్పుడు అక్కడ ఈ గ్రావిటీ జీరో గ్రావిటీ ఉండటం వల్ల ఏమైందంటే రాసిందంతా కూడా తిరిగి కరిగిపోయేది సో అలాంటి పరిస్థితిలో ఈ శాస్త్రవేత్తలు పూర్వపు దినాల్లో మరి ఏ విధంగా రాయాలి అక్కడికి వెళ్ళి ఏ విధంగా అవన్నీ నోట్ చేసి చేసుకోవాలి అని ఆలోచించినప్పుడు దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పెన్ను తయారు చేయాలి అని ఎన్నో <clears throat> ప్లాన్స్ వేసుకున్నారు అయితే అలా ఎన్నో ప్లాన్స్ వేసుకుంటూ ఉండగా వాళ్ళలో ఒక్క శాస్త్రవేత్త లేచి ఏమన్నాడంటే కొత్తగా మరలా ఒక పెన్నుని మనం ఎందుకని కనిపెట్టాలి పెన్ను రాకముందు పూర్వము మనం పెన్సిల్స్ వాడేవాళ్ళం కదా ఒకసారి ఆ పెన్సిల్ని మనం ఉపయోగించి చూద్దాం ఆ పెన్సిల్ ఏ రీతిగా మనకి ఉపయోగకరంగా ఉంటుందో లేదో అనేది ఒకసారి ప్రయత్నం చేద్దాం అన్నప్పుడు అందరు శాస్త్రవేత్తలు ఆ సలహాను మెచ్చుకొని ఒకసారి ఆ పెన్సిల్ని ప్రయత్నించాలని ప్రై ట్రై చేశారు అలా ట్రై చేయడంలో వారు సక్సెస్ విజయం సాధించారు అయితే ఇందులో నుండి నేను ఒక చిన్న మాట మీ జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను పెన్నులు చాలా విలువైనవి కానీ ఈ పెన్సిల్స్ చాలా విలువ తక్కువైనవి కానీ ఈ విలువ తక్కువైనవని చెప్పేసి పెన్సిల్స్ని మనం అనేక సందర్భంలో మనం తృణీకరించేస్తూ ఉంటాం ఆ రోజుల్లో కూడా పెన్స్ వచ్చేసాక పెన్సిల్ మోడల్స్ని మనం పక్కన పెట్టేసినటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి అయితే ఖచ్చితమైనటువంటి అవసరతల్లో ఏదైతే సాధారణంగా అనవసరము పనికిరానిది అని పక్కన పడేశారో అదే శాస్త్రవేత్తలకి ఉపయోగపడింది మన బ్రతుకులు కూడా అంతే సహజ సిద్ధంగా మనం సాధారణమైనటువంటి వ్యక్తులు మనం అనేక మంది చేత తృణీకరింపబడిన వారం అనేక పరిస్థితుల్లో మనల్ని అనేక మంది నిషేధించి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఇదిగో ఒక అవసరతలో దేవుడు మనల్ని వాడుకుంటాడు ఆ అభిషేకాన్ని దేవుడు మనపై ఉంచి ఉన్నాడు గనుక ఈరోజు నిషేధింపబడుతున్నటువంటి తిరస్కరింపబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఈ మాటలు వింటున్నట్లయితే ఈ మాటలు మీకోసమే ఇదిగో దేవుడు ఖచ్చితమైనటువంటి తన అవసరతల్లో మిమ్మల్నే ఇదిగో ఒక కలముగా రాయువాని కలముగా ఇదిగో ఆయన మిమ్మల్ని ఉపయోగించుకునే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక గనుక ఈ మాటలు మీకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె